యోహాను సువార్త పదహైదవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఏడు వచనములు నేను నిజమైన ద్రాక్షావల్ని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు నా ఎందు నిలిచి ఉండు మీ అందు నేను నిలిచి ఉందును త్రీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తన్నంటే తాను ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిందు నేను ఎవని ఎందు నిలిచిందు వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనా నా ఎందు నిలిచి ఉండి నేను వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్ని వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును మీ అందు నా మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని మీకు ఏది ఇష్టమో అడుగుది అది మీకు అనుగ్రహించబడును మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులవ్వదురు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిన్న నా ప్రేమ ఎందు ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలు దయకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు దయకొని నా ప్రేమ ఎందు నిలిచి ఉందరు మీ అందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరపున కావాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించు మీతో చెప్తున్నాము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలంటే ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగాలు అడుగులు లేని నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఇలా ఇందువల్ల మీ నా స్నే మీరు నా స్నేహితులై అందరూ దాసుడు తన యజమాని చేయదానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసుడని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను నేర్పరచుకునిలేరు మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం నిలిచి ఉండేటప్పుడు నేను మేము నేర్పరచుకుని నియమించి తిని మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతి ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాము లోక మిమ్మను ద్వేషించిన ఎలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు మీరు లోక సముదాయం ఎలా లోకం తన్వాదిని స్నేహించును అయితే మీరు లోక సముదాలు కారు నేను మేము లోకంలో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుడు కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నది లోకులు నన్ను హింసించిన ఎలా మిమ్మును కూడా హింసింతురు నా మాట గైకునిన ఎలా మే మాట గైకుందురు అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగని కనుక నా నామ నిమిత్తం వీటన్నిటిని మీకు చేయుదురు నేను వచ్చి వారికి బోధింపకుండా ఎలా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు ఎవరు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకునే ఎలా వారికి పాపం లేకపోను ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు అప్పుడైతే నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు అయితే నన్ను నిర్హేతకంగా ద్వేషించిరు అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగ జరిగిను తన్ తండ్రి ఎద్దు నుండి మీ ఎద్దుకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి ఎద్దు నుండి బయలుదేరి సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుడు మీరు మొదటి నుండి నా యుద్ధం ఉన్నగారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు కొరెందీలోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనములు మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే భోగుడి కంచును గడిగడ తాళంలో ఉందను ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడినైను కొండలు పెగిలింపగల పరుపున విశ్వాస గలవాడినను ప్రేమ లేని వాడినైతే నేను వెళ్తున్నాను బీదల పోషణ కొరకు నాస్నత ఇచ్చినాను కాల్చొడుటకు నా శరీరాన్ని అప్పగించినాను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించిన చూపించిన ప్రేమ ప్రదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవ సప్రయోజన విచారించుకొని త్వరగా కోపద త్వరగా కోపపడదు అపకారం మనసులో ఉంచుకున్నది దుర్నీతి ఎందు సంతోషపడక సత్యం నందు సంతోషించును అన్నిటికీ తాల్కొన్న అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించిన అన్నిటినీ వచ్చును ప్రేమ శాశ్వత కాలం ముందును ప్రవచములైన నిరతకమగును భాషలైన నిలిచిపోవును జ్ఞానమైన నిరతకమగును మనం కొంత మట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రయోచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగానే నేర్తకోను నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడిని వల్ల మాట్లాడితే పిల్లవాడిని వల్ల తలంచిన పిల్లవాడిని వల్ల యోచించిన ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాడిని చేసిన మానవేస్తున్నాయి ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచున్నాను అప్పుడు ముఖాముఖిగా చూద్దాము అప్పుడు నేను కొంతమట్టుకు ఎరుగు ఉన్నాను కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఎరబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిరీక్షణ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు వచ్చినములు కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరమల వాసనగా ఉండేటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను అలాగ నన్ను ప్రేమ కలిగి నచ్చుకునే మీలో జాగ్రత్తగా కానీ ఏ విధంగా అపవిత్రత లోపత్వం కానీ వీటి పేరైనా ఎదకూడదు ఇదే పశులకు తగిన కృతజ్ఞత వచ్చిన మేము రుచిని పోవాలి కానీ బురుతలని పోకరాట్లేదు సోకులని వచ్చిన పోకూడదు అవి మీకు తగ్గు వ్యభిచారైన ఆయన అప్రీతుడైన ఆయన లోపి అని క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమును హక్కుదారు కఠిన సంగతి మీకు కృష్ణంగా తెలియ వ్యర్థమైన వల్ల మేము మోసపరిచి నేకుడు ఇటుకీడల వలన దేవుని గ్రత అదేల వారి మీదకి వచ్చిన కనుక మీరు అట్టి వారితో పాలివారి మీరు పూర్వమంది చీకటి ఏంటి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగు ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధులు ఆయన తను నిత్య సత్యం వాటిలో కనబడుతున్న కనుక ప్రభుకి అది ప్రీతికరమైన దాన్ని పరీక్షించి చూదరుగు సంబంధం వల్ల నడుచుకునేది నిష్ఫలమైన అంధకార క్రియలలో పారివారి ఉండక వాటిని ఖండించలేని క్రియలు చేయవారు రహస్యమంది జరిగించు పెట్టుబడులను గురించి మాట్లాడటం అవమానకరమై ఉన్నది దిశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహైదు నుంచి ఇరవై రెండు వచ్చినములు ఎవరు కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా మీరు చూసుకున్న మీరు నెలలో ఒకరి మనుషులందరూ ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నచ్చుకుని ఎల్లప్పుడు సంతోషంగా ఉండడు ఎడతగా ప్రార్థన చేయడి ప్రతి విషయమందు కృతజ్ఞత స్థితులు చెల్లించి ఇలాగు జయట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడు ప్రవచించుతున్నాను నిర్లక్ష్యం చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి ప్రతి విధమైన కీర్ణకు దూరముగా ఉండు యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పది వచనములు జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఏమేది వింటిమో కళ్ళార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచితిమో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవం ప్ర పరక్షితమైన తండ్రి నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూచి ఆ జీవనం గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషం పరుపున ఒకటకే మేము ఈ సంగతులను రాయిచున్నాము మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగా ఉన్నాడు ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఆయన మన అబద్ధమార్చు సత్యము జరిగింపకుందము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎలా మనం అన్య సహవాసం కలవారమైందో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయను మన పాపం లేనివారు మనం చెప్పుకునేలా మనం మనమే మోసపరుచుకుందాం మరియు మనలో సత్యం ఉండదు మన పా మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన నమ్మదగినవాను నీతిమంతుడు గనక ఆయన ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయను మన పాపం చేయలేదని చెప్పుకుని ఎలా ఆయన అప్రదిగ్నిగా మగులము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు